హలో గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే how to create full screen video దీనికి కావాల్సిన అప్లికేషన్ మనకి అలైట్ మోషన్ అలైట్ మోషన్ కింద మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ని డౌన్లోడ్ చేయండి ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇది Alight Motion Alight Motion interface ఎలా వస్తుంది ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇక్కడ మనకి విత్ ప్రూఫ్తో చూపిస్తాను నేను ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు సేమ్ ఈ ratios one zero eight zero two three four zero maximum members ఏంటంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్ కదా నైన్ ఇస్ టు సిక్స్టీన్ పెడదామని చెప్పి ఇలా క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కుతారు క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కితే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మామూలుగా ఇంకా అందరూ ఇలా అప్లోడ్ ఫోటో ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటారు ఓకే నేను ఒక ఫోటో అప్లోడ్ చేస్తాను ఓకే నితీ పురుష నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఫుల్ స్క్రీన్ కొట్టాం కదా ఫుల్ స్క్రీన్ కొట్టాను ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టండి ఇప్పుడు చూడండి మీకే చూపిస్తాను నేను లైవ్లో చూపిస్తాను ఓకే ఎక్స్పోర్ట్ అయింది కదా సేవ్ చేశాను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నా ఇక్కడ వీడియో కొంది కదా చూడండి న్యూ ప్రాజెక్ట్ ఓకే చూసారు కదా ఫుల్ స్క్రీన్ రాలేదు ఫుల్ స్క్రీన్ రాలేదు ఓకే నేను డిలీట్ చేస్తున్నా దాన్ని ఇప్పుడు మనం ఆ మిస్టేక్ చేయకుండా ఈసారి కరెక్ట్గా చేసి పడేద్దాం ప్లస్ సింబల్ కొట్టి ఇక్కడ నైన్ టు సిక్స్టీన్ రేషియో ఉంది కదా దాని మీద దాన్ని ప్రెస్ చేయకండి ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి సేమ్ ఈ ratios one one zero one zero eight zero two three four zero ఈ రేషియోనే ఉంచండి మనకి కలర్స్ మార్చాలంటే కలర్స్ ట్రాన్స్పరెంట్ బ్లాక్ మ్యాక్సిమం బ్లాకే పెట్టండి బాగుంటుంది ఇక్కడ మన పేరు పేరు టైప్ చేసుకోవచ్చు షేడ్స్ ఓకే ఇక్కడ టిక్ మార్క్ ఉందంటే టిక్ మార్క్ ఇక్కడ ఎలిమెంట్ అని ఉంటుంది ప్రాజెక్ట్ ఉంటుంది ఎలిమెంట్ అంటే ఇప్పుడు మనం ఏదో ఒక ప్రిసిడ్ తయారు చేసుకుంటాం కదా ప్రిసిడ్ తయారు చేసిన దాన్ని సేవ్ చేసుకొని వేరే వాటికి కూడా ఉపయోగించుకోవడానికి అది ఎలిమెంట్ ఇప్పుడు క్రియేట్ ప్రాజెక్ట్ ఉంటుంది చూసారు కదా స్క్రీన్ రేషియో ఎంతలా మారిపోయిందో ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయడం సేమ్ ఒక ఫోటో ఒక photo plus symbol full screen కావాలంటే ఇదిగో ఫుల్ ఫుల్ స్క్రీన్ ఇప్పుడు సేవ్ చేద్దాం ఎక్స్పోర్ట్ సేవ్ అయింది సేవ్ చేద్దాం ఇంటర్నల్ స్టేవ్ సేవ్ అయింది ఇప్పుడు చూద్దాం వీడియో చూద్దాం ఇదిగో ఎస్ పైన చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్